ఇప్పించుకోవాలని చంద్రబాబు నాయుడుకు గుర్తులేదా అని నిలదీశారు ఎన్టీఆర్ నిజమైన అభిమానులు చంద్రబాబును చెంప మీద కొట్టాలన్నారు ఎన్టీఆర్ని పొట్టన పెట్టుకున్న చంద్రబాబుని ఎన్టీఆర్ అభిమానులు తరిమి తరిమి కొట్టాలన్నారు ఇటీవలే చంద్రబాబుని ఇంటికెళ్లి మరీ కలిసొచ్చారు పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్పై కూడా మంత్రి జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీతో పెళ్లి టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోమని పవన్కి సత్తా ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టాలని సవాల్ విసిరారు పవన్ సన్యాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలని అన్నారు జన సైనికులు అమాయకులని వారంతా పవన్ని సీఎం సీఎం అంటున్నారని కానీ పవన్ మాత్రం చంద్రబాబుని సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు పవన్ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలో నడవాలని పిలుపునిచ్చారు